తమలో ఇంత ఊహాశక్తులను ఊహించలేకపోయాను దీనిని సినిమాగా తెలుసుకోండి పదివేల సంవత్సరాలు వాడుతుంది జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు వాడుతుంది కలిగాంత వచ్చి సర్వ ప్రాణి నాశమయ్యేంత వరకు వాడుతుంది మా ప్రభు ఈ కథని సినిమాగా తీసుకోండి మీకు కథ వినిపించలేని అర్పకుడిని శక్తి లేని వాడిని నన్ను వదిలేని మహాప్రభు